ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లోక్సభలో బీహార్ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరాయని ఆమె వివరించారు ప్రణాళిక పరంగా మద్దతు కోసమే అప్పటి ఎన్డీసీ ప్రత్యేక హోదాకు సిఫార్సు చేసేదన్నారు పారిశ్రామిక రాయితీలతో తమకు సంబంధం లేదని ఆమె తెలిపారు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది పూర్తి వివరాలను మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి ప్రత్యేక హోదాపై లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సారాంశం ఏంటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంపైన మరొకసారి స్పష్టమైనటువంటి ఒక ఒక స్పష్టతను ఇచ్చిందని చెప్పుకోవచ్చు దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు అనేక ప్రతిపాదనలు ఉన్నాయి అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి అంటే సుమారు ఏడు రాష్ట్రాల నుంచి ఏడు రాష్ట్రాల్లో ఒరిస్సా రాజస్థాన్ బీహార్ తెలంగాణ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఏడు రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా తమకు కేటాయించాలని చెప్పి విజ్ఞప్తులు వచ్చినట్టుగా కేంద్రం చెప్పింది అయితే ఈ ఈ విజ్ఞప్తులన్నిటికీ సంబంధించి ఒకే సమాధానం ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు బీహార్కు సంబంధించినటువంటి జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినటువంటి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం తమ వద్ద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవీ లేవు అని చెప్పి కుండబద్దలు కొట్టినట్లుగానే సమాధానం ఇచ్చింది ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి కానీ అప్పుడు ఉన్న అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రాతిపదికల మీద కొన్ని నియమ నిబంధనలను అనుసరించి జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కేటాయించిందని అయితే ఈ ప్రత్యేక హోదా కొనసాగింపుగా ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా కేటాయించాలని చెప్పి అడుగుతున్నప్పటికీ తమ వద్ద అటువంటి ఎటువంటి ప్రతిపాదనలు దానికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలనలు లేవని చెప్పి చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు దీంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో పాత గతంలో ఇచ్చినటువంటి సమాధానాన్ని మరొకసారి ఉటంకిస్తూ దానికి కొనసాగింపుగా ఈ రోజు ఈ సమాధానం ఇవ్వడం జరిగింది మరోవైపు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు కూడా ఉంటాయని చెప్పి ఇప్పటి చెప్తున్నటువంటి అంశానికి కూడా నిర్మలా సీతారామన్ తెరదించారు దీనిలో భాగంగా ప్రత్యేక హోదాకు అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి విషయానికి ఎక్కడ పొంతన లేదని ఈ ఈ ఈ రకంగా పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి విధానాన్ని ఎక్కడ కూడా ప్రత్యేక హోదా అమలు చేసిన సందర్భంలో జాతీయ అభివృద్ధి మండలి ఎక్కడ ప్రస్తావించలేదని ఆ ఆ రకమైనటువంటి నిబంధనలు ఎక్కడ రూపొందించలేదని కూడా స్పష్టం చేయడం జరిగింది ప్రత్యేకంగా చూసుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి రాష్ట్రాలకు ముఖ్యంగా చూసుకుంటే హిల్లీ ఏరియాస్ డిఫికల్ట్ టెర అంటే సామాన్య ప్రజలు చేరుకోవటానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలకు మరియు తక్కువ జనాభా ఉండి తక్కువ జనాభా ఉత్పత్తి ఉన్నటువంటి రాష్ట్రాలకు వీటితో పాటుగానే strategic location along borders and neighbouring country అంటే వివిధ దేశాలకు సరిహద్దులో ఉన్నటువంటి భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల్లో దేశాలకు సంబంధించి ఆ సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలకు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ రాష్ట్రాలకు కేటాయించారని దాంతో పాటుగా non viable of nature of state finance అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు సాధారణ రాష్ట్రాలకు అంటే మిగిలిన రాష్ట్రాలకు ఎక్కడ రీచ్ కాని పరిస్థితుల్లో ఎక్కడ అందుకోలేని పరిస్థితులు నెలకొంటే మాత్రం అటువంటి రాష్ట్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆ రోజు జాతీయ అభివృద్ధి మండలి నియమ నిబంధనలు ఖరారు చేసిన తర్వాత కొన్ని రాష్ట్రాలకు కేటాయించింది సో ఆ నియమ నిబంధనలను చూసుకుంటే ఆ మిగిలిన రాష్ట్రాలు ఇప్పుడు ఏవైతే ఏడు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయో వీటిలో ఏ రాష్ట్రానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ప్రతిపాదనలు ఏవి తమ వద్ద లేవని చెప్పి స్పష్టం చేస్తూ ఈ రోజు లిఖిత పూర్వకంగా పార్లమెంటుకు ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు ఆ నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రానికి కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపించడం లేదు అయితే అరుణ్ ఈ సమాధానంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆశలు సన్నగిలినట్లేనా ప్రత్యేక హోదా విషయంలో ఈ రోజు నిర్మలా సీతారామన్ లోక్సభకు పార్లమెంట్ కు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం చూసుకుంటే అసలు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అమలు చేసేటువంటి ప్రతిపాదనలే తమ వద్దకు లేవని చెప్పి స్పష్టం చేశారు కాబట్టి ఇందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా మిగిలిన ఈ ప్రత్యేక హోదా డిమాండ్ చేశాయని ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి తమకు విజ్ఞప్తులు వచ్చాయి కాబట్టి ఆ అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి ప్రతిపాదనలు ఎటువంటి అవకాశాలు తమ వద్ద లేవని చెప్పి ఈ రోజు నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న విధంగా చూసుకుంటే ఎక్కడ ప్రత్యేక హోదా ఇవ్వటానికి ఎటువంటి ఆస్కారం లేకుండానే పోయింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విధంగా ప్రత్యేక హోదాను తమకు పారిశ్రామిక రాయితీలతో కూడినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతూ ఉన్నారు తాను పదే పదే కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తాను ఎన్నిసార్లైనా విజ్ఞప్తి చేస్తాను కోరుతూనే ఉంటాను అని చెప్పి స్పష్టం చేశారు తొలిసారి ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఇదే మాటని ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత కూడా ఇదే మాటని ఆయన చెప్పడం జరిగింది సో ఈ ఈ రోజు నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేయడంతో మరొకసారి ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి ఆస్కారం లేకుండానే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఫైల్ మొత్తాన్ని క్లోజ్ చేసినట్లుగానే చెప్పుకోవచ్చు ఈ అంశానికి పెట్టి పెట్టినట్లుగానే చెప్పుకోవచ్చు దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందనేటువంటి ఆశలు పూర్తి స్థాయిలో సన్నగిల్లినట్లుగానే చెప్పుకోవచ్చు ధన్యవాదాలు అరుణ్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లోక్సభలో బీహార్ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరాయని ఆమె వివరించారు ప్రణాళిక పరంగా మద్దతు కోసమే అప్పటి ఎన్డీసీ ప్రత్యేక హోదాకు సిఫార్సు చేసేదన్నారు పారిశ్రామిక రాయితీలతో తమకు సంబంధం లేదని ఆమె తెలిపారు